డ్రీమ్స్ అంటే కళలు ఈ కళలు అనేవి ఈ కళలు అనేవి జస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్కే పరిమితం కాదు మన చుట్టూ ఉన్న living beings like animals and reptiles కూడా కళలు గంటాయి ఈవెన్ బర్డ్స్ కూడా కళలు గంటాయని చెప్పి సైంటిస్ట్ అంటున్నారు సో మీరు ఎప్పుడైనా గమనించింటే ఒక డాగ్ లేకపోతే క్యాట్ నిద్రలో ఇలా కళ్ళు మూసుకొని కాలు ఆడించడం చూసింటారు it's nothing but it's it's it's in a dream ఒక కళలో ఉంది కాబట్టి it's feeling in the dream that's the reason it's shaking it's legs so ఈ డ్రీమ్స్ గురించి ఒక టెన్ ఫ్యాక్స్ స్ట్రేంజ్ ఫ్యాక్స్ అనుకోండి ఫ్యాక్స్ అనుకోండి నేను మాట్లాడబోతున్నాను so get ready this is the second part of the video యావరేజ్గా ఒక human being spends around six years in dreams అంటే టోటల్గా ఒక లైఫ్ టైంలో ఒక హ్యూమన్ బీయింగ్ బతికే లైఫ్ టైంలో సిక్స్ ఇయర్స్ వరకు ఆ పార్ట్ పార్ట్ అంతా చేర్చుకుంటే it's around six years human being spends in dreaming firstly you can't read while dreaming అంటే డ్రీమ్లో ఉన్నప్పుడు చదవడం చదవడం కానీ రాయడం కానీ చేయలేం because you're in that zone of dreaming this is the first point I mean the first fact secondly you don't dream in colour అంటే ఐ మీన్ పిక్చర్ మీ మైండ్లో ఆ డ్రీమ్ అనేది పిక్చర్ వచ్చి అందరూ వచ్చి కలర్ కలర్ ఇమేజ్లోనే లైక్ డ్రీమ్స్ కనలేరు but some people about twelve percent of population dream in black and white అంటే వాళ్ళ ఇమేజ్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ కూడా ఉండొచ్చు బట్ దే ఇనిషియల్ ఒక డ్రీమ్ వచ్చిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే ఆ డ్రీమ్ గురించి మర్చిపోతామని సైన్స్ చెప్తుంది thirdly blind people also have dreams అంటే కళ్ళు లేని వాళ్ళు కూడా డ్రీమ్స్ అనేది కంటారు ఇట్ ఈస్ పాసిబుల్ అని సైంటిస్ట్ చెప్తున్నారు kids have more nightmares compare to other other people ఒక సిక్స్ నుంచి టెన్ ఇయర్స్ ఉండే కిడ్స్కి night I mean nightmares అంటే పీడకలు ఎక్కువ ఉంటాయి as age progresses about ten years ఈ నైట్ మేర్స్ అనేది స్లోగా వ్యానిష్ అయిపోతాయని చెప్తున్నారు fourthly inventions that have been inspired from dreams అంటే ఇంతవరకు మనకి లైఫ్ లైఫ్ చేంజింగ్గా ఏమేమి ఇన్వెన్షన్స్ వచ్చాయో చాలా వరకు వచ్చి కొంతమందికి డ్రీమ్స్లో ఐ మీన్ కళలో వచ్చాయి first alternating current by Nikola Tesla చాలామంది కరెంట్ కనిపెట్టింది ఎవరంటే ఎడిసన్ అంటారు కొంతమంది ఫ్రాంక్లిన్ అంటారు but in my opinion the first person to discover alternating current which we are using now like this light or fan or electricity sorry or uh, AC or everything all based on alternating current by Nikola Tesla ఈయనే వచ్చి ఈ కరెంట్ కనిపెట్టిన సైంటిస్ట్ సో ఇది వచ్చి ఆయనకు ఒక డ్రీమ్లో వచ్చింది ఆల్టర్నేటింగ్ కరెంట్ ఐడియా డ్రీమ్లో వచ్చి నెక్స్ట్ డే దాన్ని వెంటనే ఒక పేపర్లో ఇంప్లిమెంట్ రాసి ప్లాన్ చేసి ఈ eventually found out alternating current secondly Google was invented by Larry Page ఇది కూడా అతనికి డ్రీమ్లో వచ్చింది ఐడియా అని చెప్పి చెప్పారు థర్డ్లీ డిఎన్ఏస్ ఫామ్ డిఎన్ఏ అంటే మన లైఫ్ స్ట్రక్ మన లైఫ్ ఫాము దానికి ఒక హెలెక్సికల్ స్ట్రక్చర్ అనేది లేకుండా ఇన్కంప్లీట్గా ఉండింది కానీ అది కంప్లీట్ చేయడానికి జేమ్స్ వాట్సన్ ఆయనకి వాట్సన్ అనే ఆయనకి డ్రీమ్లో ఈ ఐడియా వచ్చింది సో ఇలాగ ఐదారు మంది ఉన్నారు but I chosen only three people fifth premonition dreams అంటే ప్రిమాషన్ ప్రిమానిషన్ అంటే ఏదైనా జరిగే ముందే ఏదైనా కీడు జరిగే ముందే ఆల్రెడీ వాళ్ళకి డ్రీమ్లో వస్తుంది ఇది చాలా సినిమాలు ఉంటాం కానీ it's real science Abraham Lincoln America president ఒకప్పుడు తనని చంపబోతున్నారని ముందే ఆయన కలలో తెలిసింది it's a premonition Titanic catastrophe Titanic అనే షిప్ అందరికీ తెలుసు ఆ షిప్లో ఆ షిప్ మునిగిపోయింది మునిగిపోయి ఒక one nought eight one nought hundred and ten years అవుతుంది నైన్టీన్ ట్వెల్వ్లో మునిగింది అది జరిగే ముందు ఒక ఇరవై మందికి దాదాపు ఒక అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ పీపుల్కి ఆల్రెడీ డ్రీమ్ డ్రీమ్లో వచ్చింది టైటానిక్ వచ్చి రెక్ అయ్యి మునిగేటట్టు sixth sleep paralysis rapid eye moment అంటే మీరు ఎప్పుడైనా గమనించుంటే ఒక డ్రీమ్లో ఉన్నప్పుడు లైక్ సడన్గా uh, ఆ డ్రీమ్లో అంత ఇదైపోయి you are you are not able to control your hands or legs అంటే ఏదో కీడు జరుగుతుంది something is something evil is happening అని మీకు అనిపిస్తారు డెఫినెట్గా మీరు every person would have gone this in your life కానీ you're not able to move your hands and legs if you if you would have noticed it ఇది డెఫినెట్గా గుర్తొస్తుంది నాకు కూడా అయింది ఇది ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి జరుగుతుంది it is due to the high activity of the brain ఆ బ్రెయిన్ అనేది స్లీప్లో వచ్చి చాలా యాక్టివ్గా ఉంటుంది చాలామంది స్లీప్లో వచ్చి బ్రెయిన్ యాక్టివ్ ఉండదు అనుకుంటారు కానీ the brain is more active in the sleep mode it is known as rapid eye moment అంటే కళ్ళు వచ్చి లైక్ కళ్ళు మూసే ఉంటాయి కానీ కళ్ళు కదులుతూ ఉంటాయి but there is no visual data మామూలుగా మనకి ఏమి కంటి ముందు తెలియట్లేదు కానీ ఆ బ్రెయిన్లోని సిగ్నల్స్ వల్ల your eye keeps on moving this is known as rapid eye movement which is seen and sleep paralysis yeah seventhly sleep walking మామూలుగా నిద్రలో నడచడం చాలామంది ఉంటాం అంటే కలలు కంటూనే కొంతమంది నడుచుకుంటా వెళ్ళేది కూడా కొంతమందిలో జరిగింది this is known as sleep walking while dreaming eighthly only known faces will be seen in dreams అంటే మీకు తెలిసిన ముఖాలు మాత్రమే మీ డ్రీమ్స్లో వస్తాయి ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రౌడ్లో ఒక వంద మంది ఒక యాభై మందిని పెట్టుకోండి దానిలో ఒక మనిషిని సడన్గా ఏదో ఒక రెఫరెన్స్లో చూశారు but your brain registers that person and it is seen in your dream so only known faces మాత్రమే డ్రీమ్లో కనపడతాయని చెప్తున్నారు నైన్త్లీ చాలా వరకు డ్రీమ్స్ వచ్చి నెగిటివ్గానే ఉంటాయి అని సైంటిస్ట్ చెప్తున్నారు dreams tend to be negative and the themes are anger sadness and fear ఈ మూడు కాంటాక్ట్స్లోనే డ్రీమ్స్ ఎక్కువ మందికి వస్తాయి లైక్ uh, ఏదో ఒక భయపడినట్టు లేకపోతే ఏదో కోపపడినట్టు or like fear thing or కొంతమంది యానిమల్స్ లైక్ స్నేక్స్ ఇవన్నీ కూడా చాలామందికి డ్రీమ్స్లో వస్తాయి దానికి కొంతమంది స్నేక్ అనేది కళలో రాకూడదు చెడు ఇవన్నీ అంటారు కానీ I don't know what's the science or pseudo science what they call it but dreams tend to tend to be negative అని చెప్తున్నాడు science scientist most of the dreams human beings have tend to be negative tenth and the last dreams drugging dream drugging అంటే కొంతమందికి వచ్చి డ్రీమ్ అంత బాగుంటుంది లైక్ వాళ్ళకి లేబుద్ది అవ్వదు మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం ఆ మంచి కళలోనే ఎదురుపోతాం చాలామంది because the dream set dreams వచ్చి చాలా like it it would be very good అంటే అంత మంచి డ్రీమ్లో ఎందుకు మళ్ళీ లేయాలని చెప్పి మేము మనం అలాగే ఉండిపోతాం సో దీనికి ఒక డ్రగ్ కూడా ఉందంట dimethyl tryptamine dimethyl tryptamine sorry dimethyl tryptamine so ఈ డ్రగ్ తీసుకుంటే లైక్ ఆ కెమికల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా ఎక్కువసేపు వచ్చి స్లీప్లో ఉంటారంట ఇది వచ్చి చాలా ఇల్లీగల్ కానీ but still people use it use it but ఇది వచ్చి న్యాచురల్గానే బాడీలో వచ్చి లైక్ తయారవుతుందంట కానీ those who want higher kick and want stay long in the dream use this drug so ten strange facts అయిపోయినాయి so this was something interesting మనకి లైక్ అందరికీ డ్రీమ్స్ ఉండే కాబట్టి దీంట్లో డ్రీమ్స్లో ఏమేమి రక like what are the facts and science behind it అని గురించి uh, నేను నేను స్టడీ చేసి I made this video so if you like the content please support me and share this video to your friends and మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్తో వస్తాను so this week was about daylight savings time and about ten facts about dreams So I'll see you soon guys with another video. And until then, see you all. Take care. Bye-bye. This is Shiva Krishna signing off. See you all. Take care. Bye-bye.